ఇప్పుడు మోస్ట్ uh, సైలెన్స్ అరే ఆర్జీవి ఆర్జీవి కాదు అది చెప్పింది వినండి అయ్యా సుబ్బారావు గారు ఓకే ఇప్పుడు దయచేసి ఎండింగ్ రావడం జరిగింది మరి ఆర్జీవన్న అంటేనే అమితాబ్ బచ్చన్ కూడా చెప్తుంటాడు బాల్ తాగిరే కూడా చెప్తుంటాడు ఈ మధ్యలో కొంచెం కొండములు అండు కాబట్టి మీరు కూడా వినవలసిన బాధ్యత ఉన్నది మీ మీద దయచేసి అందరు కూడా వినవలసిందిగా కోరుకుంటాను దానికి కారణం ఏంటంటే అమితాబ్ బచ్చన్ నేను చెప్పింది వినొచ్చు నేను కొండములు ఎందుకు వింటానంటే కొండమూలి real life hero Amitabh Bachchan screen మీద హీరో ఓకే ఇప్పుడు I is want say my closing words ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక ఐడియా నుంచి స్టార్ట్ అవుతుంది ఐడియా నుంచి దాని జర్నీ దాని తర్వాత యాక్టర్స్ కాస్టింగ్ కానీ ఆ కాస్టింగ్ లోపల సీన్స్ తీయడం కానీ my cameraman uh, Joshi my very close అంటే నా ఎల్మోస్ట్ నా right left hand Manju you know as a director and Trigun నేను ఆల్వేస్ నాకు నమ్మకం ఉండింది కానీ ఆల్మోస్ట్ నేను ఎంత ఆలోచి ఎంత ఆలోచించినా తను యాక్చువల్గా actually made it even more than what I expected from him Eera చాలా ఎక్స్ట్రాడినరీ జాబ్ చేసింది తనే దోష్ is from Haryana she's come తెలుగుతనం కానీ కైండ్ ఆఫ్ ఏ కాస్ట్యూమ్స్లో తను పెట్టిన శ్రద్ధ కానీ అది ఎక్స్ట్రాడినరీ చేసింది అండ్ ప్రశాంత్ uh, ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా అంతకుముందు నాకు తెలిసి అట్లీస్ట్ తను ఒక ఒక తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇంటెన్సిటీ తను చాలా ఒక ఫ్యూచర్ ఉందని నా ఒపీనియన్ యా జోషి దాని తర్వాత మన భారతక్క రోల్ చేసిన పార్వతి కూడా సాంగ్ని ఇప్పుడు చూశారు షీఈ్ సూపర్ అనడానికి చాలా తక్కువ వర్డ్స్ అది తర్వాత Abhilash Abhilash is playing the main villain సినిమాలో అభిలాష్ ఆల్మోస్ట్ మీరు చాలా చాలా you will see him and lot of films in the future తనకున్న పర్సనాలిటీ కానీ తనకున్న ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఇంటెన్సిటీ అనేది ఒక అనే కాన్సే మీరే చూస్తారు ఫ్యూచర్లో అది సో సుచిత్ర గారికి నాకు చాలా లాంగ్ టర్మ్ నేను నా లైఫ్లో one of first greatest romantic song నేను తీసింది గాయంలో చెల్లి మీద చిటికెడు దయరాదా ఆ ఊర్మిళ పాట సుచిత్ర గారు తీశారు అది సో దా అక్కడి నుంచి మా జర్నీ ఉంది and obviously and she's married to the maybe one of the greatest lyric writers of all time Chandrabose who wrote Surekhamma songs and నాకు music director DSR done fantastic songs కొన్ని మేము గద్దర్ సాంగ్స్ని చేయడం జరిగింది ఇదంతా సినిమా తాలూకా ఆస్పెక్టు ఒకటి చేసేసరికి అది అయిపోయిన తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన అంటే second most important second most important Konda Sushmita garu ఎందుకంటే ఆవిడ దగ్గర నుంచి ఇందాక నేను చెప్పినట్టు ఆవిడ చూసిన చరిత్ర అనేది కళ్ళతో చూసినట్టు తను కొన్ని డీటెయిల్స్ చెప్తాం so coming to the most important Konda Murali and కొండ సురేఖ వాళ్ళు జీవించిన జీవితాన్ని నేను కేవలం ఒక రెండు గంటల్లో నా చేతనంత బెస్ట్గా నేను సినిమా తీయడానికి ట్రై చేశాను ఇప్పుడు ఇవాళ కూడా మీరు చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత కొండా మురళి కొండా సురేఖ గారి విశ్వరూపం కాళికాదేవిలాగా పోలీస్ స్టేషన్లో వీడియో చూసుంటారు మీరు ఆవిడ అది అప్పుడు వాళ్ళిద్దరిని నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే నాకు కొండా మురళికి కొండా సురేఖ గారికి కొండా మురళి చేతల్లో చూపిస్తాడు ఆవిడ మాటల్లో చూపిస్తుంది కానీ రెండు ఇంపార్టెంట్ మనిషికి రెండు ఉండాల మురళి మురళి గారు మాట్లాడరు చేస్తారు ఆవిడ చెయ్యరు మాట్లాడతారు కానీ రెండింటిని కలిపితేనే వాళ్ళ దంపతులు అయ్యారు అందుకని they are the greatest couple ever so sir ఇప్పుడు దీని తర్వాత ఐ జస్ట్ uh, రేఖమ్మ ఆయన సుష్మిత మీ ఫస్ట్ మీ సుష్మిత మాట్లాడతారు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న కొండ అభిమానులకి కొండ మురళి లాంటి పులి బిడ్డని కన్నా కొండ కొమరే పటేల్ కొండ చెన్నమ్మ పైలోకాల నుంచి మనల్ని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళకి కొన్నా మురళికి జన్మనిచ్చింది కొండ చెన్నమ్మ కొండ కొమరయ్య అయితే రాజకీయంగా పునర్జన్మనిచ్చిన వంచనేరి గ్రామ ప్రజ